గిల్ఫీ ప్రావిన్స్లోని షాకోహోలా అటవీ ప్రాంతంలో గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి బోధకుడు మాకెంజీ ఎంథాంగే ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢ భక్తి వైపు ప్రోత్సహించాడు జీసస్ను కలుసుకోవాలి అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మ్యాకెంజీ పిలుపునిచ్చాడు ఇలా చనిపోయిన వారిని పెడితే వారు పరలోకానికి వెళతారని అక్కడ జీసస్ను కలుసుకుంటారని చెప్పాడన్నారు ఫాస్టర్ మ్యాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసేసుకున్నారు ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు షాకోహోలా ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల పదకొండున పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి ఇదే నెల ఇరవై మూడున మరో ఇరవై ఆరు మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు అలా బయటకొచ్చిన మృతదేహాల సంఖ్య ఇప్పటి వరకు నలభై ఏడు ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి పెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు చేస్తున్నటువంటి బోధను వారు విన్నటువంటి వారే వింటున్నటువంటి వారే అయితే వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడంటే చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం వీరు దశలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి ప్రతి దినము వారు వాక్యాన్ని విన్నారు బోధ చేస్తున్నటువంటి పౌలు మాటలను వారు ప్రతిదినము విన్నారు శిల చేస్తున్నటువంటి బోధను వారు ప్రతిదినము విన్నారు మంచిదే అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు వింటున్నటువంటి బోధలు అలా ఉన్నాయో లేవో అని వారు పరిశోధించారు ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని పరిశోధించాలి వింటున్నటువంటి బోధలు దేవుని వాక్యానుసారముగా ఉన్నాయా లేదా